Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hello. ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా గురించి అగ్రికల్చర్ ఈ యొక్క అగ్రికల్చర్ గురించి భారతదేశంలో అగ్రికల్చర్ గురించి డిస్కషన్ చేద్దాం అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నామండి అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా ఇక యొక్క అగ్రికల్చర్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విషయాలు చెప్పాలంటే ఫస్ట్ వన్ అగ్రికల్చర్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చర్ ఇక యొక్క అగ్రికల్చర్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు జనరల్గా ఇది ఎలాంటిదంటే backbone of Indian economy అండి backbone of Indian economy one is backbone of Indian economy భారత ఆర్థిక వ్యవస్థకు backbone of Indian economy భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిదని దేన్ని పిలుస్తారంటే వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో వ్యవసాయ రంగంపై సెవెంటీ పర్సెంట్ పైబడి వ్యవసాయ రంగంపైన ఆధారపడి seventy percent above over seventy percent peoples are depend upon agriculture sector in the country కాబట్టి దేశంలో సెవెంటీ పర్సెంట్ పైబడి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు ఇక భారత వ్యవసాయ రంగాన్ని ఏమంటారంటే బ్యాక్బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది అంటారండి ఎస్ ఓకే ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇక అగ్రి అండ్ కల్చర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అనేది agri and culture agri and culture అంటారు agri means agri means soil agri means soil culture means cultivation culture means cultivation అంటే కల్టివేషన్ అంటే తెలుగులో ఏమంటారండి సాగు చేసే విధానం సాయిల్ అంటే మట్టి అంటే మట్టిని సాగు చేసే పద్ధతిని అగ్రికల్చర్ అంటారండి కాబట్టి అగ్రికల్చర్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అగ్రి అంటే సాయిల్ మట్టి కల్చర్ మీన్స్ కల్టివేషన్ సాగు చేసే విధానం అని అర్థం కాబట్టి అగ్రికల్చర్ అంటే మట్టిని సాగు చేయడం అని అర్థం ఎస్ ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ఏమంటారంటే ఋతుపవనాలతో జూదమాడుట అంటారండి ఋతుపవనాలతో జూదమాడుట అంటారు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అంటే పూర్తిగా ఋతువులపై ఆధారపడి ఉందండి భారతదేశంలోని వ్యవసాయ రంగం పూర్తిగా దేనిపై ఆధారపడి ఉంది ఋతుపవనాలపై ఆధార మాన్సూన్స్పై పై ఆధారపడి ఉంది కాబట్టి భారత వ్యవసాయ రంగాన్ని ఏమంటారంటే ఋతుపవనాలతో జూదమాడుట అని పిలుస్తారు కాబట్టి ఋతుపవనాలతో జూదమాడుట అని పిలుస్తారు అగ్రికల్చర్ అంటే ఇది ఒక లాటిన్ వర్డ్ అండి అగ్రికల్చర్ అనేది అగ్రి అంటే సాయిల్ అని అర్థం కల్చర్ అంటే కల్టివేషన్ అంటే మట్టిని సాగు చేయడం అని అర్థం భారతదేశంలో seventy percent over seventy percent peoples are depend upon agriculture okay ఇవి ఇలా విషయాలు నెక్స్ట్ వన్ ఇంకా మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే చెప్పాల్సిన విషయాలు అగ్రికల్చర్ అనేది ప్రధానంగా ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా సాగు చేస్తున్నారు భారతదేశంలో అనేది ఒకసారి మనం తెలుసుకోవాలండి ఫస్ట్ వన్ విస్తృత వ్యవసాయం అంటారు విస్తృత వ్యవసాయం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటారండి ఏమంటారు దీన్ని ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ విస్తృత వ్యవసాయం నెంబర్ టూ విస్థాపన వ్యవసాయం అంటారు నెంబర్ టూ వచ్చేసి విస్థాపన వ్యవసాయం దీన్ని షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారండి shifting shifting type of agriculture అని పిలుస్తారు ఏమంటారండి షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంకొకటి ఏంటంటే జీవనాధార వ్యవసాయం జీవనాధార వ్యవసాయం అనేది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారండి సబ్సిస్టెన్స్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ జీవనాధార వ్యవసాయం అంటారు and next one is commercial agriculture అంటే వాణిజ్య వ్యవసాయం వాణిజ్య వ్యవసాయం కమర్షియల్ అగ్రికల్చర్ కమర్షియల్ అగ్రికల్చర్ అంటే వాణిజ్య వ్యవసాయం అంటారు కాబట్టి భారతదేశంలో ఒకటి విస్తృత వ్యవసాయం దీన్ని ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటారు నెంబర్ టూ విస్థాపన వ్యవసాయం shifting type of agriculture third one జీవనాధార వ్యవసాయం అంటే subsistence agriculture and fourth one is వాణిజ్య వ్యవసాయం కమర్షియల్ అగ్రికల్చర్ అని ఎన్ని రకములుగా డివైడ్ చేయొచ్చండి నాలుగు రకములుగా డివైడ్ చేయవచ్చు ఇది ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అసలు విస్తృత వ్యవసాయం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి విస్తృత వ్యవసాయం అంటే ఏంటంటే విస్తృత వ్యవసాయం అంటే విశాలమైన వ్యవసాయ వ్యవసాయ భూములు ఉంటాయి అంటే వ్యాస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ విశాలమైన వ్యవసాయ క్షేత్రం అంటే వ్యాస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉండి మ్యాన్ పవర్ అంటే అంగబలమునకు బదులుగా అంటే శ్రామికులకు బదులుగా టెక్నాలజీ యూజ్ చేయడం అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్ మిషన్స్ను ఉపయోగించి చేసే కల్టివేషన్ ఏమంటారంటే విస్తృత వ్యవసాయమని ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటారండి ఎస్ ఇక విస్తృత వ్యవసాయం అంటే విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు అంటే vast agriculture land next one man power for the substitution of man power new technology used in this agriculture method అంటే అంగబలమునకు బదులుగా శ్రామికులకు బదులుగా దేన్ని ఉపయోగిస్తారు అంటే ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేయడం మిషనరీస్ని ఉపయోగించడం అటువంటి పద్ధతిని ఏమంటారంటే విస్తృత వ్యవసాయం ఈ రకమైన విస్తృత వ్యవసాయం అనేది ముఖ్యంగా ఎలా అంటే ఎక్కడైతే డెల్టా ఏరియాలో ఆ ప్లెయిన్ ఏరియాస్ ఉంటాయో మైదాన ప్రాంతాలను విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు అంటే అటువంటి ప్రాంతంలో ఈ రకమైన వ్యవసాయ విధానాన్ని సాగు చేస్తారు ఓకేనండి నెంబర్ టూ విస్థాపన వ్యవసాయం అంటున్నాం దీన్ని షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే విస్థాపన వ్యవసాయం అని అర్థం ఈ యొక్క విస్థాపన వ్యవసాయం అంటే ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా ఈ రకమైన వ్యవసాయం విధానం దేనిపై ఆధారపడి ఉంటుందో చూడండి విస్థాపన వ్యవసాయం అంటే ఎలానో చూడండి మీకు నేను చెప్తా కొన్ని విషయాలు విస్థాపన వ్యవసాయం ఇది ముఖ్యంగా ఫస్ట్ వన్ విస్థాపన వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంటే ఆటవిక ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలు అంటే వెజిటేషన్ క్లియర్ చేయడం అంటే చెట్లను నరకటం వాటిని కాల్చటం అంటే బర్న్ చేయడం తర్వాత వచ్చేసి పంటలు పండించడం దాన్ని ఏమంటారంటే విస్థాపన వ్యవసాయం అంటారు చూడండి ఒకసారి నేను చెప్తాను కాబట్టి ఈ యొక్క విస్థాపన వ్యవసాయం అంటే ఏంటి ఏదైనా ఆటవిక ప్రాంతంలో వెజిటేషన్ని క్లియర్ చేసి అంటే చెట్లను నరికి కాల్చి తర్వాత రెండు మూడు పంటలు పండించిన తర్వాత ఆ ప్లేస్ను వదిలి ఇంకొక దగ్గర కూడా డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికి సాగు చేస్తారు వ్యవసాయ విధానం అంటే ఒక దగ్గర ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు ఒక శాశ్వతంగా ఒక దగ్గర చేయరు రోజు రోజు మారుతుంటారు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఈడ కొద్ది రోజులు ఈడ చెట్ల నరకడం పంట పండించడం తర్వాత ఈ ప్లేస్ను వదిలి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అవ్వడం అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే విస్థాపన వ్యవసాయం అని షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు ఇక షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ దేనిపై ఆధారపడి ఉంటుందో చూడండి కొన్ని లక్షణాలు చూడండి నేను చెప్తాను ఇది ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది monsoons it is depend upon monsoons it is depend upon monsoons ఋతువులపై ఆధారపడి ఉంటుంది it is depend upon monsoons ఋతువులపై ఆధారపడిన వ్యవసాయం నెంబర్ టూ ఇది పురాతనమైన వ్యవసాయ విధానం it is a ancient agriculture method పురాతన వ్యవసాయ విధానం అంటే ఏన్షియంట్ అగ్రికల్చర్ మెథడ్ అనేది ఏన్షియంట్ అగ్రికల్చర్ మెథడ్ పురాతన వ్యవసాయ విధానం ఆటవిక ప్రాంతంలో గిరిజనులు చేస్తారు this type of agriculture method practised by tribal peoples ఆటవిక ప్రాంతంలో గిరిజనులు సాగు చేసే వ్యవసాయ విధానం it is practised by tribal peoples in agency areas విస్థాపన వ్యవసాయం యొక్క లక్షణాలు వచ్చేసి ఏంటంటే it is depend upon monsoons ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది నెంబర్ టూ ఇది it is an ancient method ancient agriculture method అండి ఇది ఒక పురాతన వ్యవసాయ విధానం ఆటవిక ప్రాంతంలో గిరిజనులు సాగు చేసే వ్యవసాయం it is practised by this type of agriculture method practised by tribal peoples in agency areas okay ఇవి ప్రధానమైన లక్షణాలండి దీనికి సంబంధించిన లక్షణాలు దేనికి సంబంధించిన అంశాలండి ఇవి ఇవన్నీ కూడా విస్థాపన వ్యవసాయానికి సంబంధించిన లక్షణాలు విస్థాపన వ్యవసాయానికి గల ఇతర పేర్లు ఈ విస్థాపన వ్యవసాయానికి గల ఇతర పేర్లు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి వాణిజ్య విస్థాపన వ్యవసాయం ఈ యొక్క విస్థాపన వ్యవసాయానికి గల ఇతర పేర్లు వచ్చేసి ఏమున్నాయంటే వానిస్ ఏమేమున్నాయి వీటికి వీటి ఏమంటారంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారండి slash slash and burn slash and burn agriculture అంటారు దీన్ని తెలుగులో ఏమంటారంటే నరకు కాల్చు వ్యవసాయం అంటారండి number two next one is simple subsistence agriculture అంటారు simple subsistence agriculture simple subsistence agriculture అంటే ఏంటంటే సాధారణ జీవనాధార వ్యవసాయం అంటారు దీన్ని తెలుగులో సాధారణ జీవనాధార వ్యవసాయం అని కూడా పిలుస్తారు ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే పోడు వ్యవసాయము పోడు అగ్రికల్చర్ పోడు అగ్రికల్చర్ అని కూడా అంటారండి పోడు అగ్రికల్చర్ అంటారు నెక్స్ట్ వన్ జూమ్ అగ్రికల్చర్ అని కూడా పిలుస్తారు జూమ్ జూమ్ అగ్రికల్చర్ జూమ్ వ్యవసాయం అనేది కూడా అంటారు జూమ్ అగ్రికల్చర్ జూమ్ వ్యవసాయం అని ఇలా ఇన్ని పేర్లు ఉన్నాయండి కాబట్టి ఒకటి స్లాస్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటే నరకు కాల్స్ వ్యవసాయం అంటారు సింపుల్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే సాధారణ జీవనాధార వ్యవసాయం అని పేరుతో పిలుస్తారు పోడు వ్యవసాయం అంటారు అదేవిధంగా జూమ్ అగ్రికల్చర్ జూమ్ వ్యవసాయం అంటారు ఈ యొక్క పోడు వ్యవసాయాన్ని ఇక్కడగా ఎక్కువగా ఎక్కడ సాగు చేస్తున్నారంటే ఆటవిక్క ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏజెన్సీ ఏరియాలు ఏపీ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాల్లో ఈ రకమైన పోడు వ్యవసాయాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు okay next one jhum agriculture అంటున్నాం ఈ యొక్క జూమ్ అగ్రికల్చర్ ఎక్కడ అంటే ఈశాన్య రాష్ట్రాలు అండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు ఇంగ్లీష్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మేఘాలయ అండ్ అస్సాం రాష్ట్రాల్లో ఉండి మేఘాలయ మేఘాలయ అండ్ అసోం మేఘాలయ మరియు అస్సోం రాష్ట్రాలలో ఈ రకమైన వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు కాబట్టి ఒకటి స్లాస్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారు సింపుల్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అని పోడు వ్యవసాయమని జూమ్ అగ్రికల్చర్ అంటారు ఈ యొక్క జూమ్ వ్యవసాయాన్ని ఎక్కడ సాగు చేస్తున్నారంటే ఈశాన్య రాష్ట్రాల్లో మరి ఏ ఏ రాష్ట్రాలు ఈశాన్య అంటే మేఘాలయ మరియు అస్సాం రాష్ట్రాలు ఈ రకమైన వ్యవసాయ విధానాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఓకేనండి ఎస్ నెక్స్ట్ వన్ సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటారు దీన్ని జనరల్గా మనం ఏమనుకోవచ్చు అంటే జీవనాధార వ్యవసాయం అన్నాం కదా ఇందాక సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ జీవనాధార వ్యవసాయం ఇక జీవనాధార వ్యవసాయాన్ని ఏమంటారు సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ జీవనాధార వ్యవసాయం అంటారు ఇక సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ జీవనాధార వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇది కేవలం వచ్చే జీవనాధార వ్యవసాయం అంటే పూర్తిగా పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటారనమాట ఈ రంగంలో పూర్తిగా absolutely depend upon absolutely absolutely depend upon agriculture అంటే ఇక్కడ ప్రజానికం ఎలా ఉంటారంటే ప్రజలు పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది ఇదే మా జీవనాధారం ఇదే మా సబ్సిస్టెన్స్ ఇది లేకపోతే మేము లేము అనే ఒక భావన ఒక ఒపీనియన్ కలిగి ఉంటారు ఇక్కడ కాబట్టి జీవనాధార వ్యవసాయం subsistence agriculture it is absolutely depend upon agriculture this type of agriculture పీ అంటే civilians absolutely depend upon agriculture జీవనాధార వ్యవసాయంలో yes okay next one commercial agriculture అంటున్నాం వాణిజ్య వ్యవసాయం కమర్షియల్ అగ్రికల్చర్ వాణిజ్య వ్యవసాయం అని ఇక వాణిజ్య వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు వాణిజ్య వ్యవసాయం కమర్షియల్ అగ్రికల్చర్ ఇక కమర్షియల్ అగ్రికల్చర్ వాణిజ్య వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఏంటో చూడండి దీనికి సంబంధించిన విషయాలు నేను ఒకసారి చెప్తాను వాణిజ్య వ్యవసాయం అంటే భూకమతాలు చిన్నగా ఉంటాయి అంటే చిన్న చిన్న బిట్లలాగా అంటే కాబట్టి ఏంటంటే చిన్న చిన్న భూకమతాలు ఉండి చిన్న చిన్న భూకమతాలు ఉంటాయి మరి ఈ చిన్న భూకమతాలలో పంట పండించడానికి ఈ చిన్న చిన్న భూకమతాలలో పంట పండించడానికి ఏం చేస్తారంటే ఇక సంకరజాతి వంగడాలలో హై ఈల్డింగ్ వెరైటీస్ని హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే సంకరజాతి వంగడాలని పెస్టిసైడ్స్ అని ఇన్సెక్టిసైడ్స్ అంటే క్రిమిసంహారక మందులని తర్వాత ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్ రసాయన ఎరువులను ఉపయోగించి పంట ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారంటే వాణిజ్య వ్యవసాయం అని కమర్షియల్ అగ్రికల్చర్ అంటారు ఓకేనా వీటిని క్యాష్ క్రాప్స్ అని కూడా మనం జనరల్గా చెప్పుకోవచ్చు ఇవి ఇలా విషయాలు ఉన్నాయండి దేనికి సంబంధించినవి కమర్షియల్ అగ్రికల్చర్కు సంబంధించిన అంశాలు మరి భారతదేశంలో ఇప్పుడు పంట కాలాలు క్రాప్ సీజన్స్ పంట కాలాలు అంటారండి క్రాప్ సీజన్స్ వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దామండి క్రాప్ సీజన్స్ పంట కాలాలు క్రాప్ సీజన్స్ అంటే పంట కాలాలు వచ్చేసి ఏమున్నాయంటే ఒకటి kharif season one is kharif season number two is rabi season and third one is Zaid season kharif rabi and Zaid kharif rabi and Zaid ఈ ఖరీఫ్ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి జూన్ నుంచి స్టార్ట్ అయ్యి June July August and September వరకు ఉంటుందండి నెక్స్ట్ వన్ రబీ సీజన్ అనేది అక్టోబర్ ఆ నవంబర్లో స్టార్ట్ అయ్యి October November December January February and March వరకు ఉంటుందండి మార్చ్ వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ సెప్టెంబర్ అన్నాం కదా ఈ సెప్టెంబర్ వచ్చేసి హార్వెస్ట్ సీజన్ పంట కోత కాలం అండి ఇది హార్వెస్ట్ సీజన్ అంటే పంట కోత కాలం ఇక్కడ మార్చి కూడా ఉంది కదా ఈ మార్చి కూడా ఏంటంటే పంట కోత కాలమే మరి జైద్ సీజన్ అంటారు ఈ యొక్క జైద్ సీజనే సమ్మర్ సీజన్ క్రాప్ వేసవి కాలపు పంట అని కూడా అంటారండి సమ్మర్ సీజన్ క్రాప్ అంటే వేసవి కాలపు పంట అని కూడా అంటారు ఏమంటారండి దీన్ని వేసవి కాలపు పంట సమ్మర్ సీజన్ క్రాప్ అని కూడా జయాదని అంటారు ఇది ముఖ్యంగా ఏప్రిల్ మే మరియు జూన్ మాసాల్లో ఉంటుంది ఏప్రిల్ మే మరియు జూన్ మాసాల్లో జయాద్ పంట కాలం ఈ యొక్క జయాద్ పంట కాలంలో ప్రధానంగా నీటిపారుదల వసతి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండి నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా ఈ యొక్క జయాదు పంటను ఎక్కువగా సాగు చేస్తారండి నీటిపారుదల వసతి ఉండి ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క జియాద పంటగా సమ్మర్ సీజన్ క్రాప్గా ఏప్రిల్ మే అండ్ జూన్ మాసాల్లో సాగు ముఖ్యంగా ఏమేమి పంటలు పండిస్తారంటే వెజిటబుల్స్ కూరగాయలు తర్వాత వాటితో పాటు వెజిటబుల్స్తో పాటు ఇంకా ఏం పండిస్తారంటే వాటర్ మిలన్ అంటే పుచ్చకాయలు తర్వాత వచ్చేసి కుకుంబర్ కీరదోస తర్వాత పశుగ్రాసం ఫోర్డర్ వంటివి ఇక జయాది సీజన్లో ఎక్కువగా పండిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి దేనికి సంబంధించిన అంశాలండి ఇవన్నీ కూడా భారతదేశంలో క్రాప్ సీజన్స్ అంటే పంట కాలాలు ఖరీఫ్ రబీ అండ్ జయాదికి సంబంధించిన అంశాలు ఎస్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు ఇంకా ఏంటంటే